హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే సబెసవి గేమ్ హ్యాక్ చేసి చూపిస్తే చూడండి ఈ యాప్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి బీజేఎంఐ కూడా ఉంది పబ్జీ కూడా ఉంది చూసుకోండి మనకు కావాల్సింది వర్క్ కాబట్టి మీద క్లిక్ చేస్తున్నా డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది యాడ్ని క్లిక్ చేసుకోండి ఓకేనా యాడ్ వచ్చినాక కట్ చేసుకొని స్కిప్ చేసుకోండి గెట్ ఇన్ నౌ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డౌన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గెట్ ఇన్ నౌ క్లిక్ చేసుకొని డౌన్ మీద యాక్షన్ చేసుకొని అలా ఇచ్చేసేయండి అన్ని పర్మిషన్స్ మీద క్లిక్ చేసుకొని నేను ఫేస్బుక్తో లాగ్ అవుతాను మీరు మీ ఇష్టం దాన్ని లాగిన్ కానీ నేను ఫేస్బుక్తో లాగ్ అవుతాను లాగిన్ ప్రాసెస్ వస్తుంది లోడ్ తీసుకుంటుంది ఓకే వచ్చేస్తుంది ఓకే డౌన్లోడ్ వచ్చేస్తుంది ఓకే నా అమ్మాయిని పెట్టుకున్నా రౌడీ పెట్టుకుంటా rowdy R O WDY rowdy next display కిందికి డౌన్ చేస్తా ఒకసారి it's me play okay go install permission అడుగుతుంది అలా చేసేయండి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అగ్రీడ్ ఇచ్చి మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది అలా ఇచ్చేసి పర్మిషన్స్ అలో ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అవుతుంది ఈ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా కామెంట్ రూపంలో చెప్పండి ఇచ్చింది ఇన్స్టాల్ అవుతుంది దాని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ రండి బ్యాక్ రండి బ్యాక్ వచ్చి గేమ్ మీద క్లిక్ చేసుకొని సబే సబే ట్వంటీ పెట్టుకుని ఇక్కడ ట్వంటీ మీద క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకో ఓకే కంటిన్యూ ఇచ్చి ఇచ్చిన తర్వాత గేమ్ ప్లే ఈ ఫస్ట్ స్టెప్లో ఈ మార్కర్ సింబల్ చూపిస్తుందా మార్కర్ సింబల్ మీద ఫాలో అవ్వండి అయిన తర్వాత అలాగనే ఫాలో అయిన తర్వాత left side right side click చేసుకొని అలా ఆ మార్కర్ ఎలా చూపిస్తుందో అలా క్లిక్ చేసుకొని బ్యాక్ వస్తున్నా అవ్వండి ఆ రిసీమ్ క్లిక్ చేస్తున్నా ఓకే స్కేట్ బోర్డ్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఎన్నో స్కేట్ బోర్డ్స్ నస్తాయి ఇవి చూడండి మళ్ళీ స్టార్స్ ఈ నిప్పు ఇవి ఎన్నో చూడండి ఇలా షూస్ని సెలెక్ట్ చేసుకుంటాం చూడండి ఇప్పుడు ఎంత ఐడియా ఇస్తాను అలా హ్యాక్ ఇలా ఇలానే పైకి జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఏం కాదు అలా బాగుంది కాదు ఇలానే జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఏం కాదు ఇలా కింది డ్రాప్ దిగటానికి లేట్ అవుతుంది లేట్ అయిన తర్వాత ఇలా చూడండి లేట్ అవుతుంది ఇలా ఇలా లేట్ అయిన తర్వాత ఏం కాదులే ఇలా పైన జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా షూస్ అంటే ఇంకా చాలా జంప్ వెళ్తుంది షూస్ అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి నార్మల్ హైట్ అవుతుంది చూడండి టాప్ ఫ్లోర్ దిగాను దాని మీద దిగిన తర్వాత కాన్సీలో కలెక్ట్ చేసుకోవచ్చు కాయిన్స్ కలెక్ట్ చేసుకోకుండా ఏం పర్లేదు చాలానే ఉంటాయి డోంట్ వరీ ఇలా కాయిన్స్ జమ చేసుకుంటూ ఉంటాయి అంటే స్కేట్ బోర్డ్ చూడండి చాలా ఉన్నాయి స్కేట్ బోర్డ్ స్కేట్ బోర్డ్ తీసుకున్న తర్వాత ఇలా అన్నీ ఇలా కలెక్ట్ చేసుకుంటూ మీరు ఓకే మీకు క్యారెక్టర్స్ అన్నీ కొన్ని కొన్ని చూపిస్తా వెయిట్ చేయండి లేవు వెయిట్ చేయండి ఇక్కడ చూడండి కొంచెం ఓకే టైప్ టు కాంటినెంట్ ఇక్కడ క్యారెక్టర్ వచ్చేసుకెళ్తున్నా కానీ క్యారెక్టర్కి బొమ్మ కాయిన్ కలెక్ట్ చేసుకుంటాను బాక్స్ చూడండి ఇక్కడ పర్చేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నీ ఫ్రీనే అన్నీ ఇలాగా అన్నీ ఎన్నైనా కొనుక్కోవచ్చు ఈ రోబోట్ రాదు ఇది వస్తుంది వెయిట్ చేయాలి రావడానికి లేట్ అవుతుంది ఇంకా వస్తుంది రాంగ్ క్లిక్ చేసుకొని ఇలా మీరు కలెక్ట్ చేసుకుంటే వచ్చి అన్నీ అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు వస్తాయి డోంట్ వర్రీ ఈ రోబోట్ కూడా కొనుక్కోవచ్చు అన్ని డ్రస్సులు అన్నీ కొనవచ్చు కానీ చూడండి అన్నీ కలిసిది అన్నీ కొనవచ్చు ఒకటేసారి డోంట్ వర్రీ చూడండి ఇన్నోడు కొంటున్నాను ఇన్నోడు కొన్నాను కదా ఓకే ఓకే గైస్ ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాను మీకు ఈ యాప్ లింక్ కావాలంటే కామెంట్ రూప్లో చెప్పండి మీకు పెడతాను ఓకే లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను ఓకే బాయ్ గాయస్